అనగనగా ఒక కథ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి స్వాతంత్రం వచ్చింది అందరికీ తెలిసిన విషయమే మనతో పాటు చాలా కంట్రీస్కి ఇండిపెండెన్స్ వచ్చింది అయితే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మన రూపాయి వాల్యూ అమెరికన్ డాలర్ వాల్యూ ఒకటే అంటే one American dollar is equal to one Indian rupee but twenty twenty త్రీకి వచ్చేసరికి one American dollar equal to eighty two point ninety seven Indian rupees అంటే ఆల్మోస్ట్ ఎయిటీ త్రీ రూపీస్ ఎందుకు డాలర్ వాల్యూ ఆ విధంగా పెరుగుతుంది మన రూపీ వాల్యూ ఎందుకు తగ్గుతుంది దీనికి మేజర్ రీజన్ ఏంటంటే మనం మన కంట్రీస్లో ఉన్న డబ్బంతా వేరే దేశాలకి పంపించి అక్కడి నుంచి ఐటమ్స్ కొంటాం లెనోవో ల్యాప్టాప్లు ఐబిఎం ల్యాప్టాప్లు స్మార్ట్ ఫోన్లు హెడ్సెట్లు కార్లు బైక్లు గ్యాడ్జెట్స్ యాక్సెసరీస్ ఇలా ఒకటి కాదు ఈవెన్ బట్టలు కానీ చాలా వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు ఇలా ఇంపోర్ట్ చేసేటప్పుడు మీరు సంపాదించుకున్న రూపీ ట్యాక్స్లన్నింటినీ తప్పించుకొని వేరే దేశానికి వెళ్ళిపోతుంది మరి ఆ దేశంకి వెళ్తుందంటే వాళ్ళ దేశంలో డబ్బులు పెరుగుతాయి మరి డబ్బులు పెరిగినప్పుడు వాళ్ళు ఇంపోర్ట్ చేసేటప్పుడు వాళ్ళు నచ్చిన వాల్యూకి అమ్ముతూ ఉంటారు ఈ విధంగా ఏ కంట్రీకైనా వాటి కరెన్సీని పెంచుకునే సౌలభ్యం ఉంటుంది అయితే అమెరికన్ డాలర్ వరల్డ్ వైడ్గా చాలా కంట్రీస్లో ట్రాన్సాక్షన్కి చాలా మనీ ఉంటుంది ఈవెన్ ఇండియాలో కూడా మీరు ఒక టెన్ థౌజండ్ అమెరికన్ డాలర్స్ మీ దగ్గర ఉంచుకోవచ్చు ఏ కంట్రీకైనా ఆ ఫెసిబిలిటీ ఉంది అయితే ఈ అమెరికన్ డాలర్కి పోటీగా మన ఇండియన్ రూపీని ఇంటర్నేషనల్ మార్కెట్లో ట్రాన్సాక్షన్కి యూజ్ చేయవచ్చా మన ఇండియన్ రూపీని వేరే కరెన్సీ కింద మనం యూజ్ చేయగలమా దీనికి ఎంతవరకు పాసిబిలిటీ ఉందంటే hundred percent there is a possibility ఎందుకు ఇది చేయాలి అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ డాలర్ ఒకటే చాలా కంట్రీస్లో మనీ అవుతుంది ఎక్కడైనా సరే ట్రాన్సాక్షన్ ఎక్స్చేంజ్ చేసి అమెరికన్ డాలర్ ఎవరైనా తీసుకుంటారు మరి ఇండియన్ రూపీని కూడా అలా మనం యూజ్ చేయడం మొదలు పెడితే చాలా కంట్రీస్ కూడా ఇండియన్ కరెన్సీని ఇండియన్ రూపీని యూజ్ చేయడం మొదలు పెడితే అక్కడ మన ట్రాన్సాక్షన్ పెరిగి మన కంట్రీకి కూడా ఇన్కమ్ పెరుగుతుంది మనం కూడా అమెరికన్ డాలర్కి పోటీగా మన రూపీని ఇంటర్నేషనల్ మార్కెట్లో చలమని చెయ్యొచ్చు దీన్నే ఇండియన్ రూపీ ఇన్వెస్ట్మెంట్ ట్రాన్సాక్షన్ అంటారు Indian rupee investment transaction mechanism అంటే మన రూపాయిని వేరే దేశాల్లో చలామణి చేయాలి మన కరెన్సీని వేరే కంట్రీస్లో వాడుకోవాలి దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ టెస్ట్ ప్రాక్టీస్ కూడా ఏంటి అంటే రీసెంట్గా శ్రీలంకలో ఎప్పుడు చూడలేనంత ఆర్థిక మంది వచ్చింది ప్రెసిడెంట్ దేశం నుంచి పారిపోయాడు ఇవాళ శ్రీలంక అప్పులు ఊబిలో కూరుకుపోయింది చైనాకి అమెరికాకి ఇండియా కూడా వస్తుంది తప్పేమి కాదు అయితే రీసెంట్గా ఆర్బీఐ ఏం చేసిందంటే ఇండి శ్రీలంక కరెన్సీ కాకుండా మన ఇండియన్ రూపీస్ని వాడమని వాళ్ళకు ఒక ప్రపోజల్ పెట్టింది ఇక మీదట మీరు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్కి ఇండియన్ రూపీని యూజ్ చేసుకోండి మేము మీ శ్రీలంకలో ఎవరైనా సరే అమెరికన్ టెన్ థౌసండ్ డాలర్స్కి equivalent almost eight lakhs rupees మీరు ఇండియన్ రూపీస్ కూడా ప్రతి పర్సన్ దగ్గర ఉంచుకోవచ్చు అన్న ఒక నోటీస్ని జారీ చేసింది దీనివల్ల ఏంటంటే ముందు జనాల దగ్గర డబ్బు వస్తుంది లిక్విడేట్ అవుతుంది మార్కెట్లో మనీ సర్క్యులేషన్ జరుగుతుంది at the same time investors కూడా శ్రీలంకలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే శ్రీలంక రూపీ కన్నా ఇండియన్ రూపీకి కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ డబ్బులు పెడతారు మూడోది లోకల్ ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళకున్న డబ్బుని ఎలా లిక్విడేట్ చేసుకోవాలో తెలియక దాన్ని ఇండియన్ రూపీలోకి కన్వర్ట్ చేసుకుంటారు దీనివల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్లో శ్రీలంక ఇండియన్ రూపీని యూజ్ చేయడం వల్ల మన రూపాయి సర్క్యులేషన్ పెరుగుతుంది ఆ దేశంలో దీనివల్ల అక్కడ కూడా జనాభా దీన్ని ఎక్కువ యూజ్ చేయడం వల్ల దీన్ని ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్లో పెంచడం వల్ల మెల్లగా డాలర్ వాల్యూ తగ్గి రూపాయి వాల్యూ పెరుగుతుంది దీనికోసం ఆర్బీఐ గవర్నమెంట్ శ్రీలంకలో వాస్ట్రో అకౌంట్స్ ఓపెన్ చేస్తుంది ఈ వాస్ట్రో అకౌంట్స్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఇంపోర్ట్స్కి ఎక్స్పోర్ట్స్కి యూజ్ చేసుకోవడానికి ఇండియన్ రూపీని చలామణిలో దింపడానికి ఈ వాస్ట్రో అకౌంట్ ఉండాలి ఈ వ్యాస్ట్రో అకౌంట్స్ ఎప్పుడైతే శ్రీలంకలో లాంచ్ చేస్తారో దెన్ అన్ని బిజినెస్లు కూడా ఇండియన్ రూపీని యూజ్ చేసుకుంటాయి రూపాయల్లో కొంటాయి రూపాయల్లో అమ్ముకుంటాయి దీనివల్ల అమెరికాకి శ్రీలంక కన్నా ఇండియన్ రూపీ తాలూకు ట్రాన్సాక్షన్ వాల్యూ పెరుగుతుంది కేవలం శ్రీలంక ఒక్కటే కాదు ఇవాళ రష్యా కూడా మన ఇండియన్ రూపీని ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్కి యూజ్ చేయడానికి ఇష్టపడుతుంది even America sorry Russian government కూడా ఆల్మోస్ట్ ట్వెల్వ్ రాష్ట్ర అకౌంట్స్ ఇండియా నుంచి ఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే అమెరికా పోటీ అంటే ఎప్పుడు రష్యా ముందు ఉంటుంది వాడిని ఎలా అయినా దెబ్బతీయలేదు వాట్ ఎవర్ అది వాళ్ళకి మొదటి నుంచి ఉన్న ఆధిపత్య కోరు ఇప్పుడు ఆ విషయం గురించి మనం మాట్లాడక్కర్లేదు కానీ రష్యా కూడా రష్యా ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ సరిగా ఉంటుంది రష్యా గవర్నమెంట్ కూడా ట్వెల్వ్ రాష్ట్ర అకౌంట్స్ రష్యన్ కరెన్సీ కాకుండా ఇండియన్ రూపీ యూజ్ చేయడానికి వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు ఈ రెండు కంట్రీసే కాదు ఈవెన్ క్యూబా కానీ సుడాన్ తజికిస్తాన్ లగ్జంబర్గ్ ఈ నాలుగు కంట్రీస్ కూడా మన ఇండియన్ రూపీని యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి ఈ వ్యాస్ట్రో అకౌంట్స్ ఆ కంట్రీస్లో కూడా ఓపెన్ చేస్తారు దీనివల్ల ఈరోజు ఇండియా ఆల్మోస్ట్ సిక్స్ కంట్రీస్లో ఇండియన్ రూపీని ట్రాన్సాక్షన్కి యూజ్ చేస్తారు అంటే మన ప్రింటింగ్ పెరుగుతుంది మన సర్క్యులేషన్ పెరుగుతుంది ఇంటర్నేషనల్ ట్రేడ్ మార్కెట్లో మన వాల్యూ పెరుగుతుంది ఖచ్చితంగా అమెరికన్ డాలర్ కన్నా మన రూపాయి వాల్యూ పెరిగే అవకాశం ముందు ఆరు కంట్రీస్ టెస్ట్ చేస్తారు ఇది బాగుంటే మెల్లమెల్లగా వేరే కంట్రీస్ కూడా ఉపయోగిస్తారు ఎందుకంటే ఇవాళ ప్రపంచం అంతా ఆల్టర్నేటివ్గా ఒకవైపు చూస్తుంది కానీ చైనా ఎవడు నమ్మడు తెలుసు కదా రీసెంట్గా చైనా ఎంత పెద్ద విపత్తును తీసుకొచ్చిందో ఈ టూ ఇయర్స్లో అందుకు చైనా కరెన్సీని యూజ్ చేయడానికి ఎవరు ఇష్టపడరు బట్ ఇండియన్ కరెన్సీని యూజ్ చేయడానికి ఇష్టపడతారు ఎందుకంటే మొదటి నుంచి మనది అందరికీ సపోర్ట్ చేసే కంట్రీ ఇటువంటి వారిలోని ఇన్వాల్వ్ అవ్వని కంట్రీ ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఎదుగుతున్న కంట్రీ మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వేరే కంట్రీస్ ఎవరైతే ఆర్థిక మాంద్యంలో ఉన్నారో ఆర్థిక సంక్షోభంలో ఉన్నారో ఎవరికైతే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బాగా క్షీణిస్తుందో చాలా ఆఫ్రికన్ కంట్రీస్ చాలా Europe countries south American countries చాలా మట్టుకి అప్పులు ఊబిలో కూరుకుపోయి చేతులు ఎత్తేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఇటువంటి కంట్రీస్ అన్నింటినీ కూడా ఇప్పుడు ఈ ఇంటర్నా ఈ ఇండియన్ రూపీ ట్రాన్సాక్షన్ ట్రేడ్ మెకానిజంను ఉపయోగించి అక్కడ వ్యాస్ట్రో అకౌంట్స్ ఓపెన్ చేసి ఇండియన్ రూపీస్ని సర్క్యులేషన్లో పెట్టడం వల్ల వరల్డ్ వైడ్గా అమెరికన్ డాలర్ ఒకటే కాదు ఇండియన్ రూపీని కూడా చాలా కంట్రీస్లో ఉపయోగించుకోవచ్చు అన్న మూమెంట్ ఎప్పుడైతే మొదలవుతుందో ఖచ్చితంగా మన సర్క్యులేషన్ పెరుగుతుంది మన ఇండియన్ రూపీకి వాల్యూ పెరుగుతుంది ఇది ఒక పద్ధతి రెండోది ఏంటి అంటే యూస్ ఇండియన్ ప్రొడక్ట్స్ ఈ ఇండియన్ ప్రొడక్ట్స్ని మెల్లమెల్లగా యూస్ చేయడం వల్ల యూజ్ చేస్తున్న కొద్దీ మన దేశంలో ఉన్న డబ్బులు మన కంట్రీలోనే చలామణి అవుతూ ఉంటాయి మనం అత్యవసరమైన కొనుక్కోవచ్చు కానీ అవసరమైన ప్రతిదీ అమెరికా నుంచి కొనాల్సిన అవసరం లేదు కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి ఇప్పుడు చూడండి కాలిఫోర్నియా ఆల్మండ్స్ అంటారు ఎక్కువ ఆల్మండ్స్ వరల్డ్ వైడ్గా కాలిఫోర్నియా నుంచి వరల్డ్ అంతా ఎక్స్పోర్ట్ జరుగుతుంది దానికి ఏమీ చేయలేం మనం పామ్ ఆయిల్ ఇండోనేషియా నుంచి తెచ్చుకోవాలి ఉల్లిపాయలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి తెచ్చుకోవాలి శ్రీలంక నుంచి బట్టలు తెచ్చుకోవాలి బంగ్లాదేశ్ నుంచి కొన్ని తెచ్చుకోవాలి నేపాల్ నుంచి కొన్ని తెచ్చుకోవాలి చైనా నుంచి ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ ప్రపంచవ్యాప్తంగా అందరూ చైనా నుంచి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యూజ్ చేయాలి తప్పేం కాదండి ఎందుకంటే మన దేశంలో లేనివి ఖచ్చితంగా వేరే దేశాల నుంచి తెప్పించుకోవచ్చు కానీ ఎక్కువగా మన కంట్రీలో అవైలబుల్ ఉండి కూడా మనం బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఆ ఐటమ్స్ పర్చేస్ చేయడం వల్ల కూడా ఈ డాలర్ వాల్యూ పెరుగుతుంది మనం ఎప్పుడైతే ఇది తగ్గించుకుంటామో అప్పుడు కూడా ఇండియన్ తాలూకా రూపీని అమెరికన్ డాలర్కి స్టాండర్డ్గా స్టేబిలైజ్ చేయొచ్చు మూడో పెద్ద రీజన్ ఏంటంటే స్టార్ట్ మోర్ బిజినెసెస్ మీరు ఇండియాలో స్టార్టప్స్ బిజినెస్ మొదలు పెడుతున్నారు అంటే మీరు వ్యాపారం చేస్తున్నారు మీ వ్యాపారం వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది మీ సర్వీస్ ప్రోడక్ట్ వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది అంటే అమెరికాలో ఎవరైనా మీ ప్రొడక్ట్ని కొనుక్కున్నారంటే అమెరికన్ డాలర్స్ నుంచి ఇండియన్ రూపీకి కన్వర్ట్ అవుతుంది అలా అన్ని కంట్రీస్ నుంచి రూపీస్ డబ్బులు వచ్చి ఇండియాలో పడుతున్నాయంటే ఇండియన్ ఎకానమీ పెరుగుతుంది బయట కంట్రీస్ నుంచి అప్పులు తగ్గుతాయి ఎక్స్ ఇంపోర్ట్స్ తగ్గుతాయి ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి సో మీరు బిజినెస్ స్టార్టప్స్ మొదలు పెట్టడం వల్ల కూడా ఇండియన్ ఎకానమీని స్టేబుల్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం రూపాయి వాల్యూని పెంచవచ్చు అయ్యో రూపాయి వాల్యూ పెరిగిపోతుంది వాళ్ళ లీడర్ అలా చేస్తాడే ఈ లీడర్ అలా చేస్తాడే ఆ నాయకుడు ఇంత డబ్బులు తిన్నాడు ఈ సీఎం ఎలా ఉన్నాడు పిఎం ఉన్నాడు వాడిని వీడిని తిట్టుకోవడానికి మీరు చేసేది ఏమీ లేదు మీ అంతటా మీరు చేయగలిగింది ఏంటంటే ఇండియన్ ప్రొడక్ట్స్ ఫస్ట్ యూజ్ చేయండి సెకండ్ ఇండియాలో కొత్త బిజినెస్లు స్టార్టప్స్ మొదలుపెట్టండి మిగిలిన విషయాలన్నీ గవర్నమెంట్లో వాళ్ళ వాళ్ళ స్థాయి కొద్ది పరిధి కొద్ది ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఆర్బీఐ ఈ Indian rupee investment transaction mechanism చేసినట్టు గవర్నమెంట్ కూడా కొన్ని పనులు చేస్తుంది మన కనబడదు సో ప్రతిదీ మనం మానిటర్ చేయలేం కాబట్టి మీ చేతుల్లో ఏమున్నాయి ఇండియన్ ప్రొడక్ట్స్ని ఎక్కువగా యూస్ చేయండి ఇండియాలో బిజినెస్లో స్టార్టప్స్ మొదలుపెట్టి ఈ సర్వీసెస్ని వేరే దేశాలకి అమ్మండి ఈ రెండు చేయడం వల్ల కూడా బయట దేశాల నుంచి డబ్బులు ఇండియాలో వచ్చి పడతాయి దానివల్ల మీరు బెనిఫిట్ అవుతారు కంట్రీ కూడా బెనిఫిట్ అవుతుంది ఈ మూడు స్టెప్స్ కనుక మనం ఫాలో అయితే ఖచ్చితంగా డాలర్ వాల్యూని తగ్గించవచ్చు రూపాయి వాల్యూని పెంచవచ్చు బాగుంది కదా అండ్ ఈ January month and last Saturday Sunday హైదరాబాద్లో మనం ఒక ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్ చేయబోతున్నాం మీలో ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా సరే కింద వెబ్సైట్లో లాగిన్ అయ్యి కింద పేమెంట్ లింక్ ఇస్తాను ఆ పేమెంట్ లింక్లో రిజిస్టర్ అయినా సరే మీరు ఈ ఆఫ్లైన్ వర్క్షాప్ టూ డేస్ ఉంటుంది ఎవరైనా అటెండ్ అవ్వచ్చు మీలో ఎవరు బిజినెస్ స్టార్టప్స్ మొదలు పెడదాం అనుకున్నా కొత్తగా ఎగ్జిస్టింగ్ బిజినెస్ని ఇంప్రూవ్ చేద్దాం అనుకున్నా కొత్త బిజినెస్ పెడదాం అనుకున్నా లేదా మీరు స్టూడెంట్స్గా ఉన్నారు ఇంకా థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లోనే కొత్త కొత్త బిజినెస్లో స్టార్టప్స్ మొదలు పెట్టాలనుకుంటున్నారు మీరు ఉమెన్ హోమ్ మేకర్గా ఉన్నారు ఇంట్లో మీకు ఏ ఐడియా లేదు still you want start a new business మీరు అబౌట్ టు రిటైర్ కొత్తగా రిటైర్ అవ్వబోతున్నారు after retirement you want do something అంటే మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎవరైనా సరే నాకు బిజినెస్ మొదలు పెట్టాలని ఉంది నేను ఏదో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నాకు ఎక్కడ కావాలి ఏం కావాలనే క్లారిటీ లేదు అని ఎవరు అనుకున్నా సరే మీరు అందరూ కూడా ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు ఈ వర్క్షాప్ అడ్వాంటేజ్ ఏంటంటే టూ డేస్లో ఈ బిజినెస్ స్టార్ట్అప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఒక హండ్రెడ్ టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది మీకు కొన్ని రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆన్ స్పాట్ మీకు లోన్స్ ఇన్వెస్ట్మెంట్ లాంటి సపోర్ట్ ఏవైనా కావాలన్నా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడం జరుగుతుంది బిజినెస్కి ఎలా రిజిస్టర్ చేయాలి మీకు ఉండే లోన్స్ ఏంటి సబ్సిడీస్ ఏంటి ఏ ఏ లొకేషన్స్లో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఉమెన్ అయితే ఎటువంటి బిజినెస్ మొదలు పెట్టుకోవచ్చు రిజర్వేషన్స్ ఉంటే ఎటువంటి బిజినెస్ మొదలు పెట్టుకోవచ్చు ఎంప్లాయీస్ ఎటువంటి బిజినెస్ మొదలు పెట్టుకోవచ్చు అసలు దీని ఉండాల్సిన టెక్నికల్ నాన్ టెక్నికల్ సపోర్ట్ ఏంటి డిజిటల్ నాన్ డిజిటల్ సపోర్ట్ ఏంటి రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ జిఎస్టీస్ ట్యాక్సేషన్స్ ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ టూ డేస్ వర్క్షాప్లో మనం కవర్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా సరే ఈ వర్క్షాప్ని ఏంటండి మీ బిజినెస్ స్టార్టప్ని నెక్స్ట్ లెవెల్కి పెంచుకోండి దీనివల్ల మీకు బెనిఫిట్ కంట్రీకి benefit happy entrepreneurship thank you bye bye